ఏంటది ఇలాగా ఒకటి ఎక్కువ ఉండదు ఒకటి ఎక్కువే ఉండదు అని చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రాదు సార్ నాకు ఆ గన్లో బుల్లెట్ ఎక్కువ ఉండదు ఆలోచించిన నాకు ఇదే సూపర్ అనిపిస్తాండి అదే